నమ్మకం లేదు నేను వాళ్ళను పూజించను నాకు రాముని మీద కృష్ణుని మీద నమ్మకం లేదు నేను వాళ్ళను పూజించను నాకు గౌరి మీద గణపతి మీద ఇతర హిందూ దేవతలు ఎవరి మీద